సంవత్సరం రెండు స్థాపికి దగ్గర స్తోత్రాలు చేద్దాం హలో ఇప్పుడు ఒంటి గంట అయిపోయింది త్వర మనం వాక్య భావం నుంచి కొన్ని విషయాలు ధ్యానించుకున్న తర్వాత రెండవ దినవృత్తాంతాల గ్రంథం ఏడవ అధ్యాయం పదహారవ వచనం రెండవ దినవృత్తాంతాల గ్రంథం ఏడవ అధ్యాయం పదహారవ వచనం నా పేరు ఈ మంది నిత్యము ఉండినట్లుగా నేను దాన్ని కోరుకొని పరిశుద్ధ పరిశుద్ధపరిచితిని నా దృష్టి నా మనస్సును నిత్యము దాని మీద ఉండను చాలు మనందరికీ బాగా సుపరిచితమైనటువంటి వాక్య భాగమే సందర్భమే కాబట్టి నేను త్వర త్వరగా చెప్పుకుంటూ వెళ్తాను దేవుడు దేవుని మందిరాన్ని సలోమాను చేత చేత కట్టించి ప్రతిష్ఠించేటువంటి సందర్భంలో చెబుతూ ఉన్నటువంటి మాటలు అవి మాటలలో మనం ఆలోచన చేసినట్లయితే సహజంగా దేవుడు మందిరాన్ని కట్టించాలి మందిరం కట్టాలి అని ఆలోచన చేసినప్పుడు దావీదు ముందుకు వచ్చాడు మందిరం కట్టాలని మనకందరికీ బాగా పరిచయమే దావీదు ముందుకు వచ్చాడు దేవుని మందిరం కట్టాలని కానీ దే దావీదు దావీదు పట్ల దేవుని చిత్తము ఆ మందిరము దావీదు కట్టకూడదు మరి ఎవరు కట్టాలంటే దావీదు కుమారుడు అనేటువంటి సొలోమోను దేవుని మందిరాన్ని కట్టాలి అనేది మనము బాగా పరిచయం సంగతి ఆ విధంగా దేవుడు సొలోమోను ఎంపిక వేసుకుని దేవుని ఎరుషలోములో మొట్టమొదటి ఒక మందిరముగా దేవుని మందిరాన్ని కట్టించడం జరుగుతుంది ఆ విధంగా కట్టించబడినటువంటి మందిరం గురించి మాట్లాడుతూ దేవుడు ఏమంటాడంటే చదువుతున్నటువంటి ఆ వాక్య భాగంలో నా పేరు ఈ మందిరమునకు నిత్యముగా ఉండినట్లుగా నేను దానిని కోరుకుని పరిశుభపరిచితిని అలాగే ఏమంటున్నాడంటే నా దృష్టి నా మనస్సును నిత్యము దాని మీద ఏం చేస్తుందంట ఉండని అని అంటున్నాడు దేవుని దగ్గరగా స్తోత్రాలు చెల్లించగలుగుతామా హలలుయ మనకందరికీ బాగా సుపరిచితమైనటువంటి లేఖన భాగమే అయితే వాస్తవంగా దేవుడు ఈ ఈ సొలోమోనికి వాగ్దానం చేసినప్పుడు సొలోమోను ఈ మందిరం కట్టాలి అని వాగ్దానం చేసిన తర్వాత దగ్గర దగ్గరగా పదమూడు సంవత్సరాల తర్వాత సొలోమోన్ చేత దేవుడు ఆ ఆలయాన్ని కట్టించడం జరుగుతుంది దేవుడు వాగ్దానం చేసి ఆ వాగ్దానం చేసినటువంటి వెంటనే ఆ ఆ నెరవేర్పు జరిగిపోలేదు ఆ వాగ్దానం చేసినటువంటి దగ్గర దగ్గరగా పదమూడు సంవత్సరాలు సొలోమోన్ ఏం చేశాడంటే వేచి ఉన్నాడు అలా పదమూడు సంవత్సరాలు వేచి ఉన్న తర్వాత దేవుని యొక్క ప్రణాళిక మేరకు దేవుని యొక్క ఏర్పాటు మేరకు దేవుడు మార్గం సాధనం చేసి సొలోమోన్ చేత ఏం చేస్తాడంటే ఒక మంచి ఆలయాన్ని దేవుని కొరకు ఆ కట్టి కట్టిస్తున్నాడు ఆ ఎరుషులేమ ప్రాంతంలో కట్టించినట్లుగా కట్టిస్తున్నట్లుగా మనం గమనించగలుగుతాం ఆ విధంగా మందిరాన్ని కట్టిస్తారు ఇస్రాయేలీలందరూ కూడా బలులు ఎక్కడ అర్పించాలంటే ఆ దేవాలయం దగ్గరకు వచ్చి అర్పించాలి ఆ దేవాలయం వద్దకు వచ్చి దేవునికి ప్రార్థన చేయాలి దేవుణ్ణి ఆరాధించాలి అనేది పాత నిబంధనలో ఉన్నటువంటి వ్యవస్థ ఇదే కృత మనం వచ్చేసరికి దేవుని ఆలయము అక్షరార్థముగా ఎవరు అని అంటే మనమే దేవుని ఆలయమై ఉన్నామని మనమే దేవుని ఏర్పాటులో ఎంపిక చేయ వెనుకబడి దేవుని ఆలయమై ఉన్నామని దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది అవన్నీ మనకు బాగా వచ్చినంగా ఎక్కువగా రిఫరెన్స్ తీయించి నేను వివరించదలుచుకోలేదు మనమే దేవుని చేత ఏర్పరచబడినటువంటి వంశమై ఉన్నాము దేవుని చేత ఏర్పరచబడి ఏర్పరచబడినటువంటి వారము అలాగే దేవుని యొక్క దేవాలయమై ఉన్నామని అపోసిడ్ పోలు చాలా స్పష్టంగా తన లేఖన లేఖనాలను మనకు నేర్పిస్తూ ఉంటాడు అయితే పాత నిబంధనలో పాత నిబంధనలో దేవుడు ఏర్పరిచినటువంటి ఆ దేవాలయము దేవుడు కోరుకున్నటువంటి దేవాలయం మీద ఏమైతే ఉంటాయని సెలవిస్తున్నాడో క్రొత్త నిబంధనలో దేవుని చేత ఏర్పాటు చేయబడిన దేవాలయం అంటే మన మీద కూడా ఆ మూడు ప్రత్యేకమైనటువంటి విషయాలు మీ దృష్టికి తీసుకురావాలని ఆశపడుతున్నాను ఆ వచ్చిన భాగంలో ఏమంటాడంటే ఈ మందిరము ఈ మందిరాన్ని నేను కోరుకున్నాను అని చెప్తున్నాడు ఆ మందిరాన్ని కోరుకోవడం వల్ల నా మూడు ప్రత్యేకమైనటువంటి విషయాలు ఆ మందిరం మీద నిత్యము నిలుస్తాయి ఏమేమి అని అంటే చదువుదాం ఒకసారి ఆ మాట ప్రారంభం నుంచి మొదటిగా నా పేరు ఈ మందిరమునకు చూడండి మొట్టమొదటిగా ఈ మందిరమునకు నిత్యము ఏం నిలుస్తుందంటే నా పేరు నిలుస్తుంది రెండవదిగా ఏమంటాడంటే నా దృష్టి నిత్యము దాని మీద ఉంటుంది మూడవదిగా ఏమంటాడంటే నా మనస్సు నిత్యము దాని మీద ఉంటుందంటున్నాడు బిగ్గరగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా హలలియ దేవుని చేత ఏర్పాటు చేయబడి ఉంటుంది దేవుని ఆలయము దేవుని చేత కట్టబడి ఉంటుంది దేవుడు కోరుకున్నటువంటి దేవుని ఆలయము దేవుడు ఆశించినటువంటి దేవాలయము ఎప్పుడైతే నిర్మింపబడిందో ఎప్పుడైతే రూపింపబడిందో దేవుని వాక్యము దేవుడు ఏమంటూ ఉన్నాడంటే ఆ విధంగా నేను కోరుకున్నటువంటి నాకు నచ్చినటువంటి మందిరాన్ని ఆ మందిరం మీద ఏముంటుందంటే నా పేరుంటుందంటున్నాడు దిగరగా దేవునికి చెల్లిద్దామా హలలియ అలాగే ఏమంటున్నాడంటే అలాగా నేను కోరుకున్న రీతిలో రూపింపబడినటువంటి ఆ దేవాలయం మీద రెండవదిగా ఏముంటుందంటే నా కన్నులు ఉంటాయి అంటున్నాడు దిగరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం హలలియ మూడవదిగా ఏమంటాడంటే ఆ విధంగా నేను ఆశించిన రీతిలో రూపొందినటువంటి ఆ దేవాలయం మీద ఏముంటుందంటే నా మనస్సు ఉంటుందంటున్నాడు దేవునికి దగ్గరగా స్తోత్రాలు చెల్లిద్దామా హలలియ మొదటగా మనం ఆలోచన చేసినట్లయితే మూడు ప్రత్యేకమైనటువంటి విషయాలు దేవునికి దేవులో దేవునికి ఇష్టం కలిగినట్లుగా దేవుడు కోరుకున్నట్లుగా దేవుడు ఉద్దేశించిన రీతిలో రూపొందినటువంటి దేవుని ఆలయముగా నువ్వు నేను ఉన్నట్లయితే మొట్టమొదటిగా ఆయన పేరు కలిగినటువంటి వారముగా మనం గుర్తింపు పొందుతామని దేవుని లేఖనాలు మనకి నేర్పిస్తున్న దగ్గరగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా హలలీయ ఆ మందిరమునకు నిత్యము ఏం పెట్టబడుతుంది అంటాడు నా పేరు పెట్టబడుతుంది అంటున్నారు దగ్గరగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం ఏంటి ఆయన పేరు ఉండేటువంటి ప్రత్యేకత ఏంటి ఆయన నామానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే సహజంగా పేరు ఎందుకు పెడతాం గుర్తింపు కొరకు ఒక వ్యక్తిని గుర్తించాలంటే ఎలా గుర్తిస్తాం పేరుతోనే పిలుస్తాం పేరుతోనే గుర్తిస్తాం ఇప్పుడు దేవుడు ఏమన్నాడంటే ఒక మందిరం రూపొందితే ఒక మందిరం నిర్మింపబడితే ఆ మందిరం నా పేరట ఉందంటున్నాడు దగ్గర దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా హలలీయ ఇక్కడ మనము కూడా దేవుని ఆలయముగా మనం నిర్మింపబడినప్పుడు దేవుని యొక్క మందిరముగా మనం రూపొందినప్పుడు దేవుని వాక్యం మనకి ఏం నేర్పిస్తుందంటే మనం ఎవరి చేత గుర్తింపబడతామంటే దేవుని పేరులో మనం గుర్తింపబడుతూ ఉన్నామంటున్నాడు దగ్గర దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా హలలీయ అందుకనే మనల్ని ఏమంటారంటే క్రైస్తవులు అంటారు ఎందుకు క్రైస్తవులు అంటారు క్రీస్తు పేరిట మనం ఏం చేయబడుతున్నామంటే గుర్తింపబడుతున్నాం క్రీస్తు నామములు మనం బ్రతుకుతున్నాం అందుకనే ఒకసారి మోషతో ఆ నామములు ఏమందంటే మోషతో మాట్లాడుతూ మోషని దేవుడు అనుకున్నాడు నువ్వు ఫరో దగ్గరికి వెళ్ళి ఆ ఇస్రాయిలందరినీ కూడా ఏం చేయాలంటే ఐగుప్తులో నుండి విడిపించాలన్నాడు సరే నేను వెళ్తానన్నాడు అయితే వారు అడిగినప్పుడు నేను ఏం చెప్పాలి నువ్వు ఎవడవని నేను చెప్పాలనంటే దేవుడు ఏమంటాడంటే ఆయన పేరును లేకపోతే ఆయన ఆయన ఎలా పరిచయం చేసుకుంటున్నాడంటే నేను ఉన్నవాడును అనువాడనై ఉన్నాను అంటున్నాడు బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం హలలీయ ఏంటి నేను ఉన్నవాడును అనువాడును అనే దానికి అర్థము సహజంగా ఆ తర్వాత ఒకసారి చదువుదాం ఆ మాట మూడో అధ్యాయం పద్నాలుగు వచ్చిన కాండం నేను ఉన్నవాడును అనువాడనై ఉన్నానని చెప్పాను చెప్పిన తర్వాత ఆయన మరియు ఆయన ఆయన ఉండునను వాడు నుండునను వాడు మీ వద్దకు నన్ను పంపెనని మీ వద్దకు నన్ను ఏంటి ఉన్నాడు ఏంటి ఏంటి ఉన్నవాడు అని అనువాడు అని అంటే సహజంగా సహజంగా ఇప్పుడు మన స్నేహితులు ఎవరైనా ఉన్నారు అనుకోండి సహజంగా కాంటాక్ట్ లేదు సహజంగా మనం ఉన్నావా అంటే బ్రతికున్నావా అని అర్థం ఉన్నావా అసలు ప్రాణంతోనే ఉన్నావా అని లోతైనటువంటి అర్థం ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే నేను ఉండువాడనై ఉన్నాను నేను ఉన్నాను అనట్లేదు నేను ఉండువాడనై ఉన్నాను ఇంకో మాటలు చెప్పాలంటే నేను నిత్యము జీవించేవాడనై అంటున్నాను అన్నా అంటున్నాడు దగ్గరగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం ఏంటి ఆయన నామము ఉన్నటువంటి ఘనత ఏంటంటే ఆయన నామము ఆయన పేరులో ఉన్నటువంటి ఘనత ఏంటంటే అది జీవము కలిగినటువంటి నామమై ఉన్నది బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దామా హలలియ నేను త్వర త్వరగా చెప్పుకుంటూ వెళ్తాను అంత ఒకసారి పేతురు వ్యూహాన్లు ఏం చేశారంటే అపోస్తుల కార్యాలు మూడో అధ్యాయంలో మనం వచ్చేసరికి వాళ్ళు ఏం చేస్తారంటే పరిచయకు ఒక శృంగారమైనటువంటి దేవాలయం దగ్గరికి వెళ్తున్నాడు అక్కడ ఒక బిచ్చగాడు ఉన్నాడు అతనికి కాలు లేవు అనేక సంవత్సరాలుగా కాలు లేక బాధపడుతూ ఉంటే ఏం చేస్తున్నారంటే వాళ్ళని చూడగానే వీళ్ళు ఏమైనా ఇస్తారేమో వీళ్ళు ఏమైనా డబ్బులు ఇస్తారేమో లేకపోతే వెండి ఇస్తారేమో బంగారం ఏమైనా ఇస్తారేమో అని అతను చాలా ఆశతో ఎదురు చూచాడు కానీ పేతురు అతను చూసి ఏమంటున్నాడంటే వాళ్ళిరువురు చూసి ఏమంటున్నారంటే మా దగ్గర వెండి బంగారములు అయితే ఏమీ లేవు కానీ మా యొద్ద మా యొద్ద ఒకటి మాత్రం ఉంది ఏంటి మా యొద్ద ఉందంటే నజరయ్యుడైనటువంటి యేసు నామం మాకు ఉందంటున్నారు బిగ్గరగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాము హలలుయ ఆ నామంలో నేనేం చేస్తామంటే స్వ స్వస్థపరుస్తాం బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం ఆ నామంలో నీకేం దొరుకుతుందంటే విడుదల లభిస్తుంది ఆ నామంలో నీకేం లభిస్తుందంటే ఆరోగ్యం లభిస్తుంది ఎందుకంటే ఆ నామము జీవము కలిగినటువంటి నామని దేవుని లేఖనాలు మనకు నేర్పిస్తున్నాయి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లించగలుగుతామా హలలియ ఎందుకు అనంటే అపసులను పౌలు భాషలు చెప్పాలి అనంటే అపసులను పౌలు మాట్లాడితే ఏమంటాడంటే ఆయన నామము అన్ని నామముల కన్నా పైన పైన ఉన్న అన్నట్టున్నాడు దగ్గరగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా హలలుయ్య దేవుని దేవునికి ఇష్ట ఇష్టమైనటువంటి రీతిలో నువ్వు రూపింపబడినప్పుడు దేవునికి ఇష్టమైనటువంటి దేవాలయముగా నువ్వు నిర్మింపబడినప్పుడు నువ్వు దేవుని పేరు కలిగినటువంటి గుర్తింపును కలిగి ఉంటామని దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది దగ్గర దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం పేత్ర అంటున్నాడు వెండి లేదు నా దగ్గర బంగారం లేదు ఒకవేళ వెండి ఉంటే నేను ఒకవేళ నేను ఏ హాస్పిటల్కి తీసుకెళ్ళి తాత్కాలికమైనటువంటి చికిత్స నీకు అందించవచ్చు లేకపోతే ఒక చిన్న వైద్యం నీకు అందించగలిగినేమో కానీ నా దగ్గర ఏమీ లేవు నా దగ్గర ఏముందంటే దానికంటే జీవము కలిగిన కలిగినది దానికంటే శక్తివంతమైనది ఏసు క్రీస్తు నజరేయుడైనటువంటి ఏసు నామముయే నా ఇబ్బందని ఆ పేతురు మాట్లాడుతున్నాడు బిగ్గరగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా హలలుయ ఆ నామంలో నీకు సర్వ పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం ఆరోగ్యం ఉంది ఆ నామంలో నీకు పరిపూర్ణమైనటువంటి విడుదల ఉందని పేతురు ఉన్నాడు దగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లించగలుగుతామా హలలుయ ఇక్కడ పాత నిబంధనలు మనం చూసినప్పుడు దేవుడు మాట్లాడుతూ ఏమంటాడంటే మొదటిగా దేవునికి ఇష్ట విశిష్టమైనటువంటి రీతిలో రూపింపబడినటువంటి దేవుని ఆలయానికి ఏముంటుందంటే మొదటిగా దేవుని పేరు ఉంటుందంటున్నాడు దేవుని నామము లేకపోతే దేవుని నామముతో అది గుర్తింపబడుతుంది ఆ దేవాలయము అని దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది దగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లించగలుగుతామా హలలుయ రెండవదిగా మనం ఆలోచన చేస్తే రెండవదిగా ఏమంటాడంటే నా పేరు మాత్రమే నీకు నిత్యం ఉండదు నా పేరుతో పాటు నీకు నిత్యము ఏముంటుందంటే నా దృష్టి నీ మీద నిత్యము ఉంటుంది అంటున్నాడు బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం నా కన్నులు ప్రతినిత్యం నిన్ను ఏం చేస్తాయంటే చూస్తూనే ఉంటాయి అంటున్నాడు బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం సహజంగా దేవుని వాక్యంలో మనం నేను త్వర త్వరగా చెప్పుకుంటూ వెళ్తాను యోగు గ్రంథం తీయదు యోగు గ్రంథం ముప్పై నాలుగు ఇరవై ఒకటిలో యోగు మాట్లాడుతూ ఏమంటాడంటే మనుషుల యొక్క ప్రతి అడుగును ఆయన ఏం చేస్తున్నాడంటే చూస్తున్నాడట ప్రతి అడుగు మనుషుడు వేసే ప్రతి అడుగు మీద ఆయన దృష్టి పెట్టి ఉన్నాడు అంటున్నాడు కీర్తన గ్రంథం ముప్పై రెండవ అధ్యాయం ఎనిమిదవ విషయంలో ఏమంటాడంటే ఆయన తన దృష్టి వలన ఆయన తన కనులతో మనకి ఏం చేస్తున్నాడంటే ఆలోచనలు ఇచ్చేటువంటి దేవుడు ఉన్నాడు వాళ్ళు ఇంకో మాటలు చెప్పాలంటే ఆయన తన కనులతో మనల్ని ఆయన ఆయన గైడెన్స్ ఇచ్చేటువంటి దేవుడై ఉన్నాడని దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది సామెతల గ్రంథం పదిహేను అధ్యాయం మూడవ వచనంలోనికి వచ్చేస్తే ఆయన ఆయన కనులు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ప్రతి ప్రదేశాన్ని ప్రదేశమంతటిని కూడా ఏం చేస్తుందంటే చూస్తూ ఉంటుంది లేకపోతే ఆ ప్రతి ఒక్కరిని అది ఆ కనులు ఏం చేస్తున్నాయంటే వెతుకుతూ ఆ ప్రతి ఒక్కరిని చూస్తున్నాయని దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది దగ్గరగా దేవునికి స్తోత్రాలు చెల్లించగలుగుతాము హలలియ అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఎలాంటి వారిని ఆయన కనులు చూస్తున్నాయంటే ఎటువంటి వారిని వారి ఆయన దృష్టి పెడుతూ ఉన్నాడంటే ఎవరైతే దేవుని ఆలయముగా ఆయనకి కోరుకున్నటువంటి రీతిలో రూపింపబడుతూ ఉన్నారు ఎవరైతే ఆయనకు నచ్చిన రీతిలో ఆయన దేవాలయంగా ఏర్పడుతూ ఉన్నారో వారి మీద ఏముంచుతా అంటున్నాడంటే ఆయన దృష్టి ఉంచుతున్నానండి దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది బిగర దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాము హలలియ అందుకనే నవహు కాలంలోనికి వచ్చేసరికి ప్రపంచం అంతటిని దేవుడు అలా చూస్తూ ఉన్నాడు చూచాడు ప్రపంచం అంతటి మీద దృష్టి పెట్టాడు ఒక్కడు కూడా ఎలా కనబడలేదంట నీతిమంతుడుగా ఏ నరుడు కనబడలా అయితే నోవహు మీద తన దృష్టి పెట్టేసరి విషోదం ఆరో అధ్యాయం ఆది కాండము ఎనిమిది వచ్చినం అయితే నోవహు యహోవా దృష్టి ఎందు ఏం పొందాడట కృప పొందినవాడాయను చాలు నోవహు గురించి మాత్రం మాట్లాడుతూ ఏమంటాడంటే ప్రపంచం అంతా ఆయన దృష్టి పెట్టాడు కానీ ఎవరు కూడా ఆయన దృష్టికి ఏం చేయలేదంట ఆయన ఆయనకి ఇష్టమైనటువంటి రీతిలో ఆయన దేవాలయం ఎవరు ఆయనకి కనబడలేదంట అయితే నోవహు మీద చూచేసరికి నోవహు మీద ఆయన దృష్టి వచ్చేసరికి దేవుని కృపను వాడుగా నోవహు కనబడుతున్నాడు దేవుని వాక్యం మనకి నేర్పిస్తుంది దగ్గర దేవునికి స్తోత్రం చెల్లిద్దామా హలలుయ ప్రపంచమంతా పాపంలో జీవిస్తుంటే ప్రపంచమంతా అతిక్రమంలో జీవిస్తుంటే నోవహు ఏం చేస్తున్నాడంటే ఆయన నీతివంతుడిగా జీవించి దేవుని కనుదృష్టి ఆయన పొందుకున్నటువంటి జీవితపు అనుభవంలో నావహు జీవిస్తూ ఉన్నట్లుగా మనం నేర్చుకోగలుగుతాం దగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం హలలియ ఎవరైతే యథార్థవంతమైనటువంటి జీవితం జీవిస్తారో ఎవరైతే నీతిమంతులైనటువంటి జీవితం జీవిస్తారో అట్టి వారి మీదకి దేవుని దృష్టి రావడం మాత్రమే కాదు ఆయన దేవుని దృష్టి వచ్చి ఆయన కృప పొందిన వారముగా మనం తీర్చబడతామని దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది బిగ్గరగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం హలలుయ అందుకనే ఒక మాట పేతుడు రాస్తూ అంటాడు మొదటి పేతురు పత్రిక మూడవ అధ్యాయము పన్నెండవ విషయంలో మొదటి పేతృ మూడు పన్నెండు యహోవా కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉన్నవి కానీ ప్రభువు ముఖము కీడు చేయు వారికి ఎలా ఉందంట విరోధముగా ఉంది అందులో ఒక మాట ప్రభువు కన్నులు ఎవరి మీద ఉన్నాయంటున్నాడు నీతిమంతుల మీద ఉన్నాయంటున్నాడు ఎవరైతే నీతిమంతులముగా జీవిస్తామో ఎవరైతే దేవునికి ఇష్టమైనటువంటి దేవుని ఆలయం కట్టబడుతూ ఉంటాము ఎవరైతే దేవుని దేవుడు కోరుకున్నటువంటి ఒక దేవాలయముగా దేవుని మందిరముగా మనం రూపింపబడతామో అట్టి వారి మీద ప్రభువు కన్నులు ఏమై ఉన్నాయంటున్నాడు కనబడుతున్నాయంట ప్రభు కనులు వారి మీద ఉన్నాయంటున్నాడు ప్రభు దృష్టి వారి మీద ఉన్నాయి అని దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది అయితే ఎవరైతే ఎవరైతే ఆయన దృష్టికి కీడుగా ఉంటారో ఎవరైతే కీడు కలిగినటువంటి జీవితం జీవిస్తారో చెడు జీవితం జీవిస్తారో అటువంటి వారి మీద ఆయన ఎలా ఉన్నాడంటే విరోధముగా ఉన్నాడని దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది దగ్గరగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా హలలియా మూడవదిగా ఏమంటాడంటే నేను త్వరగా సమయం లేదు కానీ త్వరగా వెళ్తున్నాను మూడవది ఏమంటాడంటే మొదటిగా ఆయన ఆయన పేరు పెట్టబడుతుంది రెండవదిగా ఆయన దృష్టి నిత్యము నీ మీద ఉంటుంది మూడవదిగా ఏముంటుందంటే ఆయన మనస్సు నీ మీద ఉంటుందంటున్నాడు దగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లించగలుగుతామా హలలుయ్యా ఎవరైతే దేవుని ఆలయముగా కట్టబడతారో ఎవరైతే దేవుని మందిరముగా ఆయన కోరుకున్నటువంటి విధముగా జీవిస్తారో అటువంటి వారి మీద ఏముంటుందంటున్నాడంటే ఆయన మనస్సు ఉంటుందంటున్నాడు దగ్గరగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం మహలుగా ఏంటి ఆయన మనసు ఉండడం ఏంటి ఆయన హృదయము ఆయన అటువంటి వారి మీద ఉండడం అటువంటి అటువంటి ఆయనకి ఇష్టమొచ్చిన ఇష్టమైనటువంటి ఆయన మందిరం మీద ఆయన హృదయం ఉండడం ఏంటి అని ఆలోచన చేస్తే దేవుని వాక్యం మనకి కొన్ని విషయాలు నేర్పు చూపించేది ఏమిటి అంటే ఆయన హృదయము ఆయన మనస్సు నిత్యము ఒకేలాగా ఉంటుందంట నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉండేటువంటి వాడు ఎప్పటికీ మార్పు లేనటువంటి వాడుగా ఉంటున్నాడు ఇంకో మాట పౌరులు మాట్లాడదు మొదటి కొరింది పత్రికలు ఏమంటాడంటే ఆయన మనస్సును అర్థం చేసుకునేవాడు గ్రహించగలిగేవాడు ఏ మనుషుడు లేడు అంటే ఆయన మనస్సు అంత మర్మపూరితమైనది అంత ఏ మనిషి యొక్క ఊహకు అందనటువంటి మనస్సును ఆయన ఏం చేస్తున్నాడంటే ఎవరైతే ఆయనకి ఇష్టమైనటువంటి రీతిలో జీవిస్తాడో వారి కొరకు ఆయన మనస్సు ఏం చేశాడంట వదిలేసుకున్నాడంట బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం హలలియ సహజంగా మాట మనం ఎక్కడ వింటామంటే ఎవరైనా ఇద్దరు వ్యక్తులు ప్రేమించుకున్నారనుకోండి ఆ ప్రేమికులు ఇద్దరు సహజంగా చెప్పుకున్నటువంటి స్టేట్మెంట్స్ ఏంటంటే నా మనసు నేను చేశాను అంటారు అవునా కదా లేకపోతే నా హృదయం ఏం చేస్తుంది అయ్యో ఎప్పుడు వినలేదా నేను పరిశుద్ధ పరమగీతం పరమగీతంలో వద్దాం సార్ నేను త్వరగా పరమ గీతం నాలుగో అధ్యాయం తొమ్మిదో వచ్చిన ప్రియుడైనటువంటి ఆ యేసు వారు ప్రియురాల గురించి మాట్లాడితే అలాగే ప్రియురాలు ప్రియుడు గురించి మాట్లాడితే ఏమంటారంటే నాలుగు తొమ్మిదిలో నా సహోదరి ప్రాణేశ్వరి నువ్వు నా హృదయం ఏం చేసావంట చూడండి ప్రియుడైనటువంటి వారు మాట్లాడుతూ ఆ ప్రాణేశ్వరి గురించి మాట్లాడుతూ ప్రియురాలు గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడంటే నువ్వు నా హృదయాన్ని ఏం చేసావు వశపరుచుకున్నావు ఇంకో మాటలో నా హృదయం నువ్వేం చేసావంటే ఆకర్షించావు ఇంకో మాట చదువుదాం అదే ఐదవ ధ్యేయము రెండవ నే అక్కడ ఏమంటాడంటే నేను నిద్రించాను కానీ తర్వాత ఏమైందంట నా మనస్సు మేలుకొంది ఎందుకు మేల్కొందంటే నా ప్రాణేశ్వరుని చూడగానే నాకేమైంది నా మనసు మేల్కొంది నా నా ప్రియురాయిని చూడగానే నా నా నా మనస్సు మేల్కొంది అంటున్నాడు ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే ఇద్దరు ప్రేమికులు లేకపోతే ప్రియుడు ప్రియురాలు మాట్లాడుకుంటున్నారు వాళ్ళు ఏమంటున్నారంటే వారిని చూడగానే నా హృదయం ఏం చేయబడుతుందంటే ఆకర్షింపబడుతుంది ఇక్కడ ప్రియుడైనటువంటి దేవుడు కూడా ఏమన్నాడంటే తన దేవాలయాన్ని చూస్తూ దేవాలయమైనటువంటి మనల్ని చూస్తూ ఏమన్నాడంటే నువ్వు ఆయనకి ఇష్టం వచ్చినటువంటి ప్రియురాలుగా నువ్వు జీవించగలిగితే నువ్వు ఆయన నచ్చినటువంటి ప్రాణేశ్వరిగా నువ్వు జీవించగలిగినట్లయితే ఆయన ఏం చేస్తున్నాడంట నిన్ను చూడగానే ఆయన మనసు నిన్ను ఏం చేస్తున్నాడంట ఆకర్షిస్తుందన్నాడు దగ్గర దేవునికి స్తోత్రం చెల్లించగలుగుతా హలలుయ నా పేరు అటు అటువంటి బొంగుల మీద పెట్టబడుతుంది మొదటిగా రీతిగా రెండవదిగా నా దృష్టి అటువంటి మందిరం మీద ఉంటుంది మూడవదిగా అటువంటి మందిరం నేను కోరుకున్నటువంటి రీతిలో ఉన్నటువంటి మందిరం మీద నా మనస్సు ఉంటుంది అంటున్నాడు దగ్గరగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం ఇప్పుడు మనం ఆలోచన చేయగలిగినట్లయితే నువ్వు దేవుడు ఇష్టము ఇష్ట ఇష్టపడే రీతిలో ఉన్నటువంటి దేవుని ఆలయంగా మీరు రూపింపబడినట్లయితే దేవుడు కోరుకున్నటువంటి యథార్థమైనటువంటి నీతిమంతమైనటువంటి జీవిత విధానంలో నువ్వు జీవిస్తూ దేవుడు కోరుకున్నటువంటి ఒక దేవాలయంలో మీరు రూపింపబడినట్లయితే మొదటిగా ఏమంటున్నాడంటే ఆయన పేరు పెట్టబడినటువంటి దేవాలయంగా నేను ఆయన గుర్తిస్తున్నాను అంటున్నాడు బిగ్గరగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా హలలియ రెండవది ఏమంటున్నాడంటే ఆయన దృష్టి ఎల్లప్పుడూ అటువంటి దేవాలయం మీద ఉంటుందంటున్నాడు బిగ్గరదేవునికి స్తోత్రం చెల్లిద్దాం మూడవది ఏమన్నాడంటే అటువంటి దేవాలయాన్ని చూసి నా మనసుని నా హృదయాన్ని నేను ఏం చేశానంటే వదులుకున్నాను అంటున్నాడు బిగ్గరగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం మహాలయ్య మనస్సు ఎందుకని వదులుకుంటారు ఎందుకని మనసు మనసులో ఆకర్షించామన్నాడంటే అంత ప్రేమ అటువంటి వారి పట్ల ఆయన కలిగి ఉన్నాడని దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది దగ్గర దేవునికి స్తోత్రాలు చెల్లించగలుగుతాం మహళలియ ఆయన ఎంత ఆయన నచ్చిన రీతిలో ఆ దేవాలయం కట్టబడినట్లయితే ఆయన మెచ్చే రీతిలో దేవాలయం అయినటువంటి ఆ దేవుని ఆలయం అయినటువంటి నీ హృదయం కట్టబడినట్లయితే ఆయన ఏం చేస్తున్నాడంటే నిన్ను అంతగా ప్రేమించి ఆయన మనస్సు కూడా నిన్ను ఆకర్షించే రీతిలో ఉండబోతుందని దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది దగ్గరగా దేవునికి స్థాపనం చెల్లించగలుగుతాం హల్లెలూయా అయితే ఈ మూడు ప్రత్యేకతలు ఎలా మనకు లభిస్తాయి దేవుడు ఏర్పరిచినండి దేవాలయం మనం జీవించినప్పుడు ఈ మూడు ప్రత్యేకతలు దేవుడి నుండి మనకు ఎలా లభిస్తాయి అని మనం ఆలోచన చేసినట్లయితే మరలా మనం దురార్థాంతాల గ్రంథంలోనికి ఏడో అధ్యయనానికి వచ్చినట్లయితే పద్నాలుగో వచ్చిన ఇంటికెళ్ళి చదువుదాం నా పేరు పెట్టబడినటువంటి నా జనులు నా జనులు తాము తగ్గించుకొని తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి ప్రార్థన చేసి వెదికి నన్ను వెదికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల విడిచిన ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని ఆకాశము నుండి నేనేం చేస్తాను వారి ప్రార్థనను వారి ప్రార్థనను వింటాను వారి పాపమును క్షమించి వారి పాపము క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును వారి దేశమును నేనేం చేస్తానంటున్నాడు స్వస్థపరచుదును స్వస్థపరుస్తానంటున్నాడు దగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం హలో కదా అని ఏమంటున్నాడంటే మందిరము కట్టబడుతుంది అయితే మందిరానికి వచ్చి బలియాగములు చేసినప్పుడు మందిరానికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు అది నేను ఆలకించాలంటే వారు ఎలా ఉండాలి అని అంటే మూడు ప్రత్యేకమైనటువంటి లక్షణాలు అక్కడ నేర్పిస్తున్నాడు మొదటగా ఏమంటాడంటే వారు ఏం చేయాలంట తమ్మును తాము ఏం చేయాలంటున్నాడు తగ్గించుకోవాలి ఎవరైతే తమను తాము దేవుని సన్నిధిలో తగ్గించుకొని జీవిస్తారో ఎవరైతే తమను తాము దేవుని సన్నిధిలో తగ్గించుకొని ప్రార్థన చేస్తారో వారి ప్రార్థనకు నేను చెవి ఎగ్గుతాను అంటున్నారు బిగ్గర దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం అటువంటి ఆ విధమైనటువంటి ఆ తగ్గింపు స్వభావం కలిగినటువంటి వారి మీద ఏముంటాయి అంటున్నాడంటే నా కనులు ఉంటాయి నా పేరు ఉంటుంది అలాగే నా మనస్సు ఎవరైతే తగ్గించుకుని ఉంటారో అటువంటి వారు అనేది ఈ మూడు ఉంటాయని దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది హళలీయ ఒక మాట చదువుకుని ముందుకు వెళ్దాం యశ్వగ్రంథం అరవై ఆరో అధ్యాయం రెండో వచ్చినంలో యశ్వ అరవై ఆరు రెండు ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుంటాడో వణుకుచుండునో వారిని నేనేం చేస్తున్నా అంటున్నాడంటే దృష్టించున్నా ఇంత మాటలు అటువంటి వారిని నేను చూస్తున్నానంటున్నారు వారి మీద నా కన్నులు ఉంటాయంటున్నాడు బిగురే దేవునికి స్తోత్రం చెల్లిదా ఎవడు దీవుడై ఎవడు తగ్గించుకొని నలిగిన హృదయము కలిగి దేవుని సమయత్వమును తాము తగ్గించుకొని ఉంటారో వాళ్ళ మీద ఏముంటుందంటే నా కన్నులు ఉంటాయని దేవుని వాక్యం మనకి నేర్పిస్తుంది వారి మీద దేవుని దృష్టి ఉంటుందని దేవుని వాక్యం మనకి నేర్పిస్తుంది దగ్గర దేవుని స్తోత్రం చెల్లిద్దాం అటువంటి తగ్గింపు స్వభావం ఉంటుంది వారి మీద దేవుని పేరు ఉంటుందని దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది దేవుని స్తోత్రాలు చెల్లుదాం అటువంటి వారి మీద ఆయన మనస్సు ఉంటుంది ఆయన హృదయం ఉంటుందని దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది దగ్గర దేవునికి స్తోత్రం చెల్లించగలుగుతా హల్లెలూయా మొదటగా ఏమంటాడంటే నువ్వు ప్రార్థన ఆలకించబడాలి అని అంటే నువ్వేం చేయాలంటే తమ్మును తాము ఏం చేయాలి తగ్గించుకోవాలంటున్నాడు రెండవదిగా ఏమంటాడంటే నా పేరు పెట్టబడిన జన్మ తమ్మును తాము తగ్గించి ప్రార్థన చేసి రెండవదిగా నన్ను వెదకి చూడండి రెండోదిగా ఏం చేయాలంట ఆయనను వారై ఉండాలి మొదటిగా తమను తాము తగ్గించుకునే వారై ఉండాలి రెండవదిగా ఆయనను వెతికే వారై ఉండాలి ఎవరైతే ఆయనను వెతికేటువంటి అనుభవంలో ఉంటారో అనునిత్యము ఆయన కొరకు ఆశతో కనిపెట్టుకున్నటువంటి అనుభవంలో ఎవరైతే ఉంటారో అటువంటి వారి కొరకు ఆయన ఏం చేస్తాడంటే అటువంటి వారి ప్రార్థనలో ఆయన ఆలకిస్తాడు అటువంటి వారి ప్రార్థనలు నేను విని వారికి జవాబు దయచేస్తాను అంటున్నాడు దగ్గర దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాము హలో ఎవరైతే తమను తమను తాము తగ్గించుకుంటారు ఎవరైతే ఆయనను వెతికినటువంటి అనుభవం ఉంటారో వారి మీద ఆయన కనుదృష్టి అనునిత్యం ఉంటుందని దేవుని వాక్యం మనకు నెరవేర్చింది ఇర్మియా గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయం పదమూడవ వచనంలో ఏమంటాడంటే మీరు నన్ను వెతికిన ఎడలా మీరు నన్ను వెతికిన ఎడలా పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేసినాడుగా అప్పుడు మాత్రమే మీరేం చేస్తారంట నన్ను కనుగొంటారు ఎప్పుడు ఎప్పుడైతే మీరు పూర్ణ మనస్సుతో నన్ను వెతికేటువంటి అనుభవంలో ఉంటారో ఎప్పుడైతే మీరు పూర్ణ మనస్సుతో నా గురించి విచారణ చేసి నన్ను వెతికే అనుభవంలో ఉంటారో అప్పుడు మాత్రమే మీరు ఎవరిని కనుగొంటారంట ఆయనను కనుగొంటారని దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది బిగ్గరగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాము హలలియ మరొకసారి దేవుని వాక్యం ఏమంటుందంటే ఆయన సమీపంలో ఉన్నప్పుడు ఆయన ఏం చేయమంటున్నాడంటే వెనకమంటున్నాడు ఆయన సమీపంలో ఉన్నప్పుడు ఆయన వెతకమంటున్నాడు ఒకవేళ ఆయన దూరం అయిపోతే ఆయన వెతికిన ఆయన మీకు దొరకడం దేవుని వాక్యం మీరు నిర్ణయించలేదు నేను ముందుకు వెళ్ళిపోతే సమయం లేదు కనుక అయితే ఆయనను వెతికేటువంటి అనుభవం కలిగి ఉన్నట్లయితే మొదటిగా మిమ్మల్ని మీరు తగ్గించుకొని మనల్ని మనం తగ్గించుకొని ఉండాలి రెండవదిగా ఆయన వెతికేటువంటి అనుభవంలో మనం ఉన్నట్లయితే దేవుని వాక్యం ఏం నేర్పిస్తుందంటే ఆయన మనస్సు మన పట్ల ఉంచే దేవుడు ఉన్నాడు ఆయన దృష్టి మన పట్ల ఉంచేటువంటి దేవుడు ఉన్నాడు మూడవదిగా ఆయన పేరు మన పట్ల ఉంచేటువంటి దేవుడు ఉన్నాడు మూడవదిగా ఏమంటాడంటే నన్ను వెతకండి తర్వాత ఏమంటాడంటే తమ చెడు మార్గములను విడిచిన ఎడలా అంటున్నాడు మొదటిగా తమను తాము తగ్గించుకోవాలి రెండవదిగా నన్ను వెదకాలి మూడవదిగా ఏమంటాడంటే తమ చెడు మార్గములను ఏం చేయమన్నాడు విడిచిపెట్టాలన్నాడు తమ చెడు మార్గములను విడిచిపెట్టినప్పుడు ఏం చేస్తాడంటే ఆయన అప్పుడు ఆకాశం నుండి నేనేం చేస్తాను అంటున్నాడంటే వారి ప్రార్థనను నేను వింటాను అప్పుడు నేను వారి పాపాన్ని క్షమిస్తాను అప్పుడు వారి దేశాన్ని నేనేం చేస్తాను అంటున్నాడు స్వస్థపరుస్తా ఉంటున్నాడు దగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లించగలుగుతా మహాలలుయ మూడవలుగా ఏమన్నాడంటే తమ తమ చెడు మార్గము విడిచిపెట్టినప్పుడు మాత్రమే ఏం చేస్తానంటే నేను వారి ప్రార్థనను అంగీకరిస్తానంటున్నాడు దగ్గరగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా జగన్ గ్రంథం మొదట అధ్యాయం నాలుగు నుండి తొమ్మిది ఒకసారి చదివినట్లయితే త్వర త్వరగా ఎవరైతే తవ చెడు మార్గములు నాలుగో వచ్చిన మీరు మీ పితరుల వంటి వారై ఉండవద్దు పూర్వీకులైనటువంటి ప్రవక్తలు ఏమనగా మీ దుర్మార్గములను మీ దుర్మార్గతను మీ దుర్మార్గతను మీ దుష్క్రియలను మాని మీ దుష్క్రియలను మాని తిరుగుడని తిరుగుడని వారికి ప్రకటించినను వారు వినకపోయి మొదటి నాలుగో నా మాట పితరులు పితరులు నిత్యము ఆయనను నా సేవకులైన నేను సెలవిచ్చిన మాటలను కట్టడలను నేను మాటలను కట్టడలను విషయంలో నెరవేరలేదా నెరవేరగా వారు తిరిగి మన ప్రవర్తనను బట్టి క్రియలను బట్టి ఏహో మనకు చేయదలిచిన ప్రకారముగా ఆయన అంతయు మనకు చేసి ఉన్నాడని చెప్పుకొనిరి చూడండి జకరియా ద్వారా దేవుడు ప్రవచిస్తే ఏమంటాడంటే మీ పూర్వీకులు అనుకోండి మీ పితరులు చేసిన నుండి దుర్మార్గతలను వారి దుష్క్రియలను మీరు గ్రహించలేకపోతున్నారా వారికి ప్రవక్తల ద్వారా నేను హెచ్చరించాను ఆయన వారు మాట వినకపోయారు వారు ఆ ఆజ్ఞను లేకపోతే ఆ హెచ్చరికను వారు గైకొనకపోయారు తద్వారా ప్రవచించిన రీతిగా వారు ఏ విధంగా నాశనం అయ్యారో మీకు తెలియదా వారిని చూసి మీరు ఏం చేయమంటారంటే ఆ చెడు మార్గముని ఏం చేయమంటున్నాడు విడిచిపెట్టమంటున్నాడు దగ్గర ప్రేర దేవునికి స్తోత్రం చెల్లిద్దాం ఇదే మాట పౌలు భాషలో పౌలు మాట్లాడితే ఏమంటాడంటే మొదటి కొరింది పత్రిక పదవ అధ్యాయం నుంచి ప్రారంభం నుంచి ఏమంటాడంటే పౌలు సహోదరులారా ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు అదేదనగా అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద నుండి మన పితరులంతా కూడా మేఘము కింద ఉన్నారు వారందరూ సముద్రంలో నడిచిపోయారు వారంతా సముద్రంలో కూడా నడిచి ఆ అద్భుతాలు చూచారు అందరూ మోషేను బట్టి అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రంలోను బాప్తిస్వం పొందిరి అయ్యో మేఘములోను సముద్రంలోను బాప్తిస్వం పొందారు అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించి ఆత్మ సంబంధమైనటువంటి ఒకే ఆహారాన్ని భుజించారు అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయనము పానము చేసిరి పానము చేశారు ఏలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి త్రాగారు ఆ బండ క్రీస్తే క్రీస్తే అయితే వారిలో ఎక్కువ మంది అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయి ఇష్టలుగా ఉండకపోయారు కనుక గనుక అరణ్యములో సంహరింపబడి ఏం చేయబడ్డారంట అరణ్యములోనే సంహరించబడ్డారు తర్వాత వారు ఆశించిన ప్రకారము వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండానట్లు మనము చెడ్డ వాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములు వారికి ఏం చేయబడుతున్నాయంట దృష్టాంతములుగా రాయబడి ఉన్నాయి తర్వాత జనులు తినుటకును త్రావటను కూర్చుండి ఆడటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు వారి వలె మనం వారిలో కొందరు వ్యభిచరించినందున వ్యభిచరించినందున ఇరవై మూడు వేల మంది ఇరవై మూడు వేల మంది కూలిరి తర్వాత ప్రభువుని శోధింపక మనము ప్రభువుని శోధింపక ఎందుము వారిలో కొందరు శోధించి వారి వారిలో దేవుని కొందరు శోధించి వారు సర్పం వల్ల నశించారు వారిలో కొందరు సనిగి వారిలో కొందరు సనిగి చేత నశించి వారు సంహారకుని చేత నశించారు సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించాయి ఇవన్నీ దృష్టాంతములుగా వారికి సంభవించాయి అంతమందున్న మనకు బుద్ధి ఇవన్నీ మనకు బుద్ధి కలుగుటకై బుద్ధి కలుగుటకై రాయబడి రాయబడినంటున్నాడు చాలు త్వరగా నేను ముగిస్తున్నాను పౌలు మాట్లాడితే ఏమంటాడంటే మన పితరుల గురించి రాస్తూ వారు అరణ్యంలో సంచరించారు సముద్రాలను దాటారు ఎన్నో అద్భుతాలు చూశారు మేఘముల క్రింద ప్రయాణం చేశారు ఎన్నో ఎన్నో ఆశ్చర్యకార్యాలు చూసినటువంటి వారు కానీ వారిలో అనేకులు ఏం చేయలేకపోయారంట దేవునికి ఇష్టమైనటువంటి రీతిలో వారు జీవించలేకపోయారు వారు తమ చెడు మార్గాన్ని విడిచిపెట్టలేనటువంటి స్థితిలో ఉన్నారు వారు వారు తమ చెడు మాటలను విడిచిపెట్టలేకపోతూ ఉన్నారు వారు తమ చెడు ఆలోచనలను విడిచిపెట్టలేనటువంటి స్థితిలో ఉన్నారు కొందరైతే విగ్రహారాధికులు ఉన్నారు కొందరు వ్యభిచారకులుగా ఉండిపోయారు కొందరైతే సనిగి దేవునికి వ్యతిరేకంగా దేవుని దేవుని నాయకులకు వ్యతిరేకంగా సనిగి వారంతా కూడా అరణ్యంలోనే ఏం చేయబడ్డారంటే సంహరించబడిపోయారు ముప్పై మూడు వేల మంది నాశనం అయ్యారంటున్నారు వాళ్ళంతా కూడా మనకంతా ఎలా ఉన్నారంటే దృష్టాంతములుగా ఉన్నారని దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది దగ్గరగా దేవునికి స్తోత్రాలు చెల్లించగలుగుతాము హాలలీయ అయితే అటువంటి చెడు మూడతను విడిచిపెట్టినట్లయితే దేవుని పేరు పెట్టబడినటువంటి దేవాలయంలో దేవుడు చేస్తా అంటున్నాడు దగ్గర దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా హలలీయ అనేక మంది తమ చెడు మార్గమును విడిచిపెట్టలేకపోతున్నారు మన పితరులు దానికి ఉదాహరణగా ఉన్నారు మన తల్లిదండ్రులు మనకు దానికి ఉదాహరణగా ఉన్నారు ఇప్పటి వేళ ఇప్పటి వేళ వారు మనకు దృష్టాంతంలో ఉన్నప్పుడు వారికి మనకు ఉదాహరణలో ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే వారిని చూసి నేర్చుకుని దేవునికి ఇష్టమైనటువంటి దేవాలయముగా మనల్ని దేవాతి దేవుడు రూపొందించేలాగన మనల్ని దేవాతి దేవుడు ఒక్కొక్కరిని సిద్ధపరిచిన దాకా దగ్గర దేవునికి స్తోత్రం చెల్లించగలుగుతాం మహలలియ దేవునికి ఇష్టమైనటువంటి దేవాలయముగా నువ్వు నేను ఉండాలి అని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు దేవునికి ఇష్టమైనటువంటి దేవాలయంలో నువ్వు నేను ఉండాలంటే మొదటగా మనం మనం ఏం చేయాలంటే తగ్గించుకోవాలి రెండవదిగా మనము ఆ దేవుని వెతికేవారుగా ఉండాలి మూడవది ఏమంటాడండి మన ప్రతి చెడు నడత చెడు మార్గములు చెడు ఆలోచనలు చెడు తలంపులు అన్నిటిని విసర్జించాలి ఈ మూడు ప్రత్యేకతలు కలిగినటువంటి వారముగా మనము జీవించగలిగినట్లయితే అప్పుడు మన ప్రార్థనలు ఏం చేయబడతాయంట ఆలకించి ఆయన ఏం చేస్తా మాటలో అప్పుడు నేను ఆకాశ వాక్యములను విప్పి నేనేం చేస్తానంట వారి ప్రార్థనను ఆలకిస్తా అంటున్నాడు దగ్గరగా దేవునికి స్తోత్రాలు చెల్లించగలుగుతాము హలలుయ అనేక సార్లు ఎందుకు మన ప్రార్థనల ప్రార్థనలకు మనం జవాబు చూడలేకపోతూ ఉన్నాం అనేక సార్లు ఎందుకు మన ప్రార్థనలకు మనం జవాబు పొందలేకపోతూ ఉన్నాం మనల్ని మనం తగ్గించుకోలేకపోతున్నాం మొదటిగా రెండవదిగా మనం దేవుని వెతకని అనుభవంలో ఉన్నాం మూడవదిగా మనం చెడు మార్గంలో చెడు తలంపులు చెడు ఆలోచనలు విడిచిపెట్టలేనటువంటి స్థితిలో ఉన్నాం అయితే ఈ మూడు మనం చేయగలిగినట్లయితే దేవుడు మన ప్రార్థనలు ఆలకించి ఆకాశ వాక్యం విప్పి ఏం చేస్తాడంట బహుగా ఆశీర్వదిస్తానంటున్నాడు దగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లించగలుగుతా హలలుయ అలా ఆశీర్వదిస్తే అలా ఆయన నీ ప్రార్థనలు విన్నట్లయితే అలా నువ్వు ఏం చేయబడతావు అంటే దేవునికి ఇష్టమైనటువంటి దేవాలయంగా నువ్వు రూపింపబడతావు దేవునికి ఇష్టమైనటువంటి దేవుని ఆలయముగా నువ్వు రూపింపబడినప్పుడు ఏముంటాయంటే నీలో మొదటగా ఆయన పేరు నీకు గుర్తింపుగా పెట్టబడుతుంది రెండవదిగా గుర్తింపుగా ఆయన దృష్టి నీ మీద ఉంటుంది అంటున్నాడు మూడోది ఏమంటాడంటే గుర్తింపుగా ఆయన మనస్సు నీతో అంటున్నాడు దేవునికి దగ్గరగా స్తోత్రం చెల్లించగలుగుతా మహాలలుయ నా మాట నేను ముందుంచాల్సిన సమయం చాలా ముందుకు వెళ్ళింది ఇతడు దేవునికి ఇష్టమైనటువంటి దేవుని ఆలయముగా నువ్వు నేను ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు దేవుడు కోరుకున్నటువంటి దేవాలయంగా నువ్వు నేను బ్రతకాలని దేవుడు ఆశపడుతున్నాడు దేవుడు మెచ్చేటువంటి దేవుడు కోరుకున్నటువంటి దేవుని యొక్క మందిరముగా నువ్వు నేను రూపుదిద్దు ఎత్తుకోవాలని దేవుడు ఈ పగటి వల్ల ఆశపడుతూ ఉన్నాడు అలా దేవునికి ఇష్టమైనటువంటి మందిరంలో నువ్వు నేను ఉన్నట్లయితే దేవుడు కోరుకున్నటువంటి దేవుని ఆలయంగా నువ్వు నేను జీవించగలిగినట్లయితే దేవుని యొక్క గుర్తింపు మన మీద ఉంటుంది ఏ విధంగా దేవుని గుర్తింపు ఉంటుందంటే దేవుని దృష్టి మన మీద ఉంటుంది దేవుని పేరు మన మీద ఉంటుంది దేవుని మనస్సు మనతో ఉంటుందంటున్నాడు బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లించగలుగుతా మహిళలుగా అలా దేవునికి ఇష్టమైనటువంటి గుర్తింపు మనం పొందుకోవాలంటే దేవునికి ఇష్టమైనటువంటి ఒక దేవాలయంగా నువ్వు నడిపింపబడాలంటే మనల్ని మనం తగ్గించుకునే వారమై ఉండాలి రెండవదిగా దేవుని వెతికే వారమై ఉండాలి మూడవదిగా ఏమంటాడంటే మూడవదిగా ఏమంటాడంటే ఆయన ఆ చెడు మార్గంలో విడిచిపెట్టి విడిచిపెట్టినప్పుడు ఏం చేస్తాడంటే ఆయన మన ప్రార్థనలో ఆలకించి ఆకాశవాక్యం ఏం చేస్తాడంటున్నాడంటే ఆయన మన ప్రార్థనలు ఆలకించేవాడు ఉన్నాడు దేవుడు ఆ విధంగా మనం ఆశీర్వదించేవాడు ఉన్నాడని దేవుని వాక్యం మనం నేర్పిస్తుంది గర్వదేవుని స్తోత్రం చెల్లించగలుగుతాం అహలలుగా మా మాటలు నేను అందరూ మొక్కల మీదకు రాగలిగినట్లయితే